టెన్త్లో సిక్స్టీ పర్సెంట్ ఇంటర్లో ఫిఫ్టీ పర్సెంట్ బీటెక్లో ఫార్టీ పర్సెంట్ ఏందిరా ఇది అందుకే ఎంటెక్ చేయలేనా మరీ గలీజ్గా లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్ అని పిలుస్తున్నానా శ్రీకాంత్ లేడీస్ ఎంపోరియం మీ పేరు ఏదన్నారు లక్ష్మియా కామాక్షి రత్నవాల కదా మీ పేరు చంపా చంపా చంప పగులుతుంది చూడు హీరోలు ఒట్టి బుట్ట ఏం చేస్తుంటారు ladies empowerment drinks French wine French wine with English subtitle to Indian still proof constitution ఈ మొత్తం చెంచల్ కూడా జైల్లా బెస్ట్ బ్యాచ్ అంటే మా బ్యాచ్ రా two thousand eight batch Chanchalguda జైలులో చిలకల ఈ చికారు పలక మీదికి కిందయ్యో నంబర్ చిన్నప్పటి నుండి అవుట్ ఆఫ్ స్టేషన్ వచ్చినట్టు అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నా కూడా మీకు పోలీస్ స్టేషన్ అని వినబడుతుందా సుఖలందుకోను గుంజి తంతే బొక్కల పడ్డారు మన శత్రుకి శత్రు మనకేమవుతాడు రా అజాత శత్రు మిత్రుడైతాడ్రా నీ మామా నా ఇమాజినేషన్ ప్రకారం మనం ఇప్పుడు సేఫ్గా ఉండాలంటే మనం నార్త్ డైరెక్ట్ జాతి రత్నాలు రా మీరు ఇచ్చారు మీకు పవర్ ఉంది మాకు బ్రెయిన్ ఉంది నాకు బ్రెయిన్ లేదా మాకు పవర్ లేదంటున్నాం సార్ మీ తరఫున వాదించడానికి ఎవరైనా ఉన్నారా కేసు మేమే వాదించుకుంటాం యువర్ ఆనర్ తీర్పు కూడా మీరే ఇచ్చుకోండి రా రే మనం ఎందుకు ఇక్కడ వెళ్ళిపోదాం రండి